హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా welcome to Arun YouTube channel ఈరోజు మనం మాట్లాడుకోబోయే top amazing facts first fact వచ్చేసి సైకిల్ గుండె ఆరోగ్యంగా ఉంటుందన్నమాట సైక్లింగ్ రోజు చేసేవాళ్ళు అలాగే క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది సైక్లింగ్ చేయడం వల్ల అంటే సైక్లింగ్ అనేది వెరీ సేఫెస్ట్ మెథడ్ ఎందుకంటే వాకింగ్ జాగింగ్ రన్నింగ్ ఏం చేసినా మన ఇంజ్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ సైక్లింగ్ అనేది వెరీ సేఫెస్ట్ ఎక్సర్సైజ్ అయితే దీంట్లో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుందండి సైక్లింగ్ రోజు చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జ్ఞాపశక్తి పెరుగుతాయి అలాగే ఎముకలు దృఢంగా మారుతాయి అన్నమాట ఒత్తిడి డిప్రెషన్ మానసిక రుగ్మతలు తగ్గిపోతాయి హై బీపీ కూడా తగ్గుతుంది మెదడు పనితీరు అనమాట కొత్త కొత్త విషయాలు ఈజీగా నేర్చుకోగలుగుతాం జ్ఞాపశక్తి కూడా అద్భుతంగా ఇంక్రీజ్ అవుద్ది శరీరంలో వ్యర్థాలు బయటికి పోతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయన్నమాట అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయండి సైక్లింగ్ చేయడం వల్ల సో రోజు సైక్లింగ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఫ్యాక్ట్ బనానాస్ బనానాస్ అంటే అరటిపళ్ళు అరటిపళ్ళు రోజు మూడు తీసుకోవడం వల్ల గుండెపోటుకు చెక్ పెట్టచ్చండి తాజా అధ్యయనాల్లో తేలింది బ్రిటన్ మరియు ఇటాలియన్ పరిశోధనలలో ఈ విషయం బయటపడిందనమాట ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి చొప్పున తీసుకోవడం వల్ల మనం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందులో వచ్చేసి మెదడు రక్త సంబంధిత రోగాలకు ఇరవై ఒక్క శాతం వరకు నివారించవచ్చు పరిశోధనలో తేల్చారు మరియు పినాట్స్ నట్స్ మిల్క్ ఫిష్ వంటి పొటాషియంతో కూడిన ఆహారం తీసుకోవడం కంటే రోజుకు మూడు అరటిపళ్ళు తీసుకోవడం ద్వారా హార్ట్ అటాక్ మరియు హై బీపీ వంటి వాటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటండి ఈ రీసెర్చ్లో చెప్తున్నారు ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే ఇవి అధిక అత్యధికంగా ఉండే పోషకాల వల్ల ఇది రక్తపోటును మధుమేహం ఆస్తమా క్యాన్సర్ అజిత్తి జీర్ణ సమస్య సమస్యలను నిరోధిస్తుందండి పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి ఇది ఎముకలకు దంతాలకు మంచిది దృఢంగా దృఢపరుస్తే చెప్పాలంటే సింపుల్గా కిడ్నీలు ఆరోగ్యంగా కూడా ఉంచుతుందన్నమాట వారానికి రెండు నుంచి మూడు అరటిపళ్ళు తినే మహిళల్లో కిడ్నీ జబ్బులు బారిన పడే అవకాశం చాలా తక్కువ ఉంటుందంటండి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఫ్యాక్ట్ నెంబర్ త్రీ శనిగ్రహం గురించి అండి శనిగ్రహం విశేషాలు తెలుసుకుందాం అయితే దానికి ముందు మన సోలార్ సిస్టమ్ గురించి వివరంగా తెలుసుకున్నాం సోలార్ సిస్టమ్ నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది దీనికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఫ్లాక్సిమా సెంటారీ అండి four point two five light years అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నక్షత్రం ఆల్ఫా సెంచరీ ఇది four point three seven light years అండి మనకు దగ్గరగా ఉన్న గ్రహ వ్యవస్థ Proxima Centauri four point two five light years అండి అయితే మనకి దగ్గరగా ఉన్న కోపర్ బెల్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఆస్ట్రనామికల్ యూనిట్స్ దూరంలో ఉంది మనకి సహజ ఉపగ్రహాలు వచ్చి ఐదు వందల ఇరవై ఐదు ఉన్నాయండి అయితే భూమి నుంచి ఆరో స్థానంలో ఉందండి శనిగ్రహం ఇది సోలార్ సిస్టంలో అతిపెద్ద రెండవ గ్రహం అండి దీని గ్యాస్ జాయింట్ అంటారు అంటే పూర్తిగా వాయువులతో నిండబడి ఉంటుందండి దీని సగటు వ్యాసార్థం వచ్చేసి భూమి వ్యాసార్థానికి ఆరు రెట్లు ఉంటుందండి సాంద్రత భూమి సాంద్రతతో ఎనిమిదవ వంతు ఉంటుందండి ఘన పరిమాణం చాలా ఎక్కువ కావడం వల్ల దాని ద్రవ్యరాశి భూమికి తొంభై ఐదు రెట్లు ఉంటుంది శనిగ్రహం ఉపరితలంపై గాళ్ళు బలంగా వీయడం వల్ల గంటకు వచ్చి పద్దెనిమిది వందల కిలోమీటర్ల పర్ అవర్ వీస్తాయి గురుగ్రహంపై గాలుల కంటే ఈ వేగం చాలా ఎక్కువ మరియు నెప్ట్యూన్పై కూడా ఇదే విధంగా పద్దెనిమిది వందల కిలోమీటర్ల పర్ అవర్ గాలు వేగంగా వీస్తూ ఉంటాయి రోజు గడవడానికి పది గంటల ముప్పై మూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు పడుతుంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో శాస్త్రవేత్తలు లెక్కించడం జరిగింది ఈ గ్రహపు అత్యంత ప్రాముఖ్యమైన విశేషం దాని చుట్టూ ఉండే వలయాల వ్యవస్థ ఇది మంచు మొక్కలతోనూ రా రాళ్ల శిథిలాలతోనూ కూడుకుని ఉంటుంది అరవై రెండు సహజ సిద్ధ ఉపగ్రహాలు ఉంటుంది వీటిలో యాభై మూడు అధికారికంగా పేర్లు పెట్టడం జరిగింది ఇందులో పెద్ద ఉపగ్రహం వచ్చేసి టైటాన్ సౌర వ్యవస్థలో అత్యంత పెద్ద ఉపగ్రహం రెండవదిగా గుర్తించడం జరిగింది బృద గ్రహం కంటే ద్రవరాశిలో చిన్నదైనప్పటికీ ఘనపరిమాణంలో పెద్దది మాట్లాడుకోబోయే ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు శరీరంలో వ్యర్థాలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది ఖర్జూరంలో ఉండే నికోటిన్ పేగు సంబంధిత సమస్యలను మంచి వైద్యంగా వాడవచ్చు ఇందులో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా డెవలప్ చేసే గుణాలు ఉంటుంది అన్నమాట అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు గుండె కండరాలు సమర్థవంతంగా పనిచేయడానికి పొటాషియం చాలా ఉపయోగపడుతుంది ఈ పొటాషియం సమృద్ధిగా ఖర్జూరంలో లభిస్తుంది అలాగే ఆల్కహాల్ మరియు ఇతర మత్తు పదార్థాల ప్రభావం నుండి బయట పడేయాలంటే ఖర్జూరం మంచి ఔషధంగా వాడవచ్చు మలబద్ధకం దూరం చేస్తుంది అలాగే ఇందు ఖర్జూరంలో విటమిన్ ఏ పుష్కంగా లభించడం ద్వారా రేచీకటిని క్రమబద్ధీకరించవచ్చు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించడం ద్వారా క్యాన్సర్ని కూడా మనం అదుపులో ఉంచవచ్చు పోయే ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ వచ్చేసి యాంటీ మ్యాటర్ అసలు యాంటీ మ్యాటర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అసలు మన విశ్వంలో మ్యాటర్ యాంటీ మ్యాటర్ అనేవి ఉంటాయి అయితే మ్యాటర్ అనేగా ఏంటంటే ఘన ద్రవ వాయు రూపాల్లో మనకు లభిస్తుంది అదే యాంటీ మ్యాటర్ వచ్చేసి దీనికి రివర్స్ అనమాట అయితే వన్ గ్రామ్ ఆఫ్ యాంటీ మ్యాటర్ని తయారు చేయాలంటే మనకి ఇరవై ఐదు బిలియన్ డాలర్లు పడుతుంది చాలా ఖర్చుతో కూడుకుంది చాలా విలువైన పదార్థం కూడా ఇది మరియు ఒక గ్రామ్ యాంటీ మ్యాటర్ తోటి న్యూయార్క్ లాంటి నగరాలను క్షణాల్లో బుడ్ చేయొచ్చు ఇదండి ఈరోజు topic thank you for watching please like share comment